అందరికీ నమస్తే అండి నేను మీ ఉదయ్ భాను కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వడానికి సిద్ధం అవ్వండి ఎందుకంటే కల్పన చిత్ర బ్యానర్లో చాలా కాలం క్రితం అంటే గత తొమ్మిదేళ్ల క్రితం విన్నామండి కథ మాటలు స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి సార్ కామ్ అని తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ తెరపై తన తడాకు చూపించడానికి కంప్లీట్ తన తన స్టైల్ సినిమాతో రాబోతున్నారండి జనరల్గా ఒకప్పుడైతే కొన్ని సినిమాలు కొన్ని సినిమాలకి సెన్సార్ బోర్డుకి వెళ్ళాయంటే వాటికి చాలా యుద్ధాలే జరిగింది బట్ మన కృష్ణారెడ్డి సార్ సినిమా వస్తుంది అని అంటే సెన్సార్ బోర్డుకి రాకముందే సర్టిఫికేట్ రెడీగా ఉండేదంట యూ సర్టిఫికేట్ <laughs> సో అలాంటి సినిమాలు చేసి ఫ్యామిలీ మ్యాన్గా పేరు తెచ్చుకున్నటువంటి మన కృష్ణారెడ్డి సార్ మళ్ళీ ఈ తరానికి తన తడాక చూపించడానికి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నారండి టీజర్ చూసాము అద్దరిపోయింది కదా మరి సినిమాలో ఎవరున్నారండి తెలుగుతెర గర్వించే నటులు ఉన్నారు ఒకవైపు చూడండి నట కిరీటి కొన్ని వందల సినిమాలు మాటల్లో చెప్పలేము ఆ క్యారెక్టర్స్ సో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు hello sir namaste sir and మా బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ గ్రీన్లోనే ఉన్నారు మీనమ్మ మీనా గారు అండ్ మా హీరో కథ వేరే ఉంటది వద్దు సార్ పక్కన నా కథ ఏముండదు సార్ పక్కన కథ ఏముండదు and look at this SV Krishna Reddy sir legendary SV Krishna Reddy sir and Achi Reddy sir and మీ ఇద్దరు సార్ ఈరోజు బెడగొట్టాం మేము కావాలని కల్పన చిత్ర బ్యానర్ అధినేత కల్పన కోనేరు కల్పన గారు ఉన్నారు ప్రొడ్యూసర్ నమస్తే సినిమాని ఇన్ని రోజుల తర్వాత అంటే తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత తను తను మళ్ళీ ముందుకొస్తున్నారు శ్రీకృష్ణారెడ్డి సార్ అంటే మామూలు విషయం కాదండి డెఫినెట్గా పక్కడ్బందీగా స్కెచ్ చేసి వస్తున్నారని మాకు మాకు అర్థమైపోయింది <laughs> సార్ ఇందాక కాలం ఆగిపోయిందని సార్ అది మీ గురించి ఎందుకు చెప్పానండి సార్ మాకు ఎప్పుడు నేను నా నా కెరీర్ బిగినింగ్లో ఎప్పుడైతే మిమ్మల్ని చూశాను సార్ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నాను సార్ కొంచెం కూడా అసలు ఏమాత్రం మార్పు లేదు కొంచెం ఇక్కడ కొద్దిగా వచ్చింది మాట కొంచెం పొట్టు వచ్చింది సినిమా క్యారెక్టర్ మార్పు కనుక చూస్తున్నట్టయితే తనకు ఆ ప్రాబ్లం లేదు అలాగే మెయింటైన్ ఇందులో మామ క్యారెక్టర్ కూడా మాత్రం ఉండాలి నాతో అంతే అంతేలేదు ఆల్రెడీ పడిపోయింది చేరింది కాబట్టి లేదు పడిపోతుంది <laughs> చెప్పండి తెల్లటి శ్వేత వస్త్రం వేసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ దగ్గరే మొదలెడదాం ఆయన నవ్వించడం మొదలు పెట్టడం మామూలుగా ఉండదండి ఒక రేంజ్ దాటిస్తాడు అందుకని ఆయన్ని కోరి కోరి ఏరి కోరి ఆయన్నే అడిగి ఆయన్నే రమ్మని ఆయనకే కథ చెప్పి శభాషణ అనిపించుకుని మళ్ళీ తిరిగి అనిపించుకుని చాలా ఉంటాయి <laughs> అనిపించుకుని అప్పుడు ఆయనతోటి స్టార్ట్ చేసాము ఈ శ్వేత వస్త్రం తర్వాత ఇక మరొక శ్వేత నవ్వు ఉంది ఇక్కడ <laughs> తెల్లటి నవ్వు ఎంత అందంగా అవుతుందో అమ్మాయి ఇక ఆ గొంతు చెప్పాలి ఆనాటికి ఈనాటికి అంటే బహుశా ఆరేళ్ళు ఏడేళ్ల వయసు అప్పుడు ఏ గొంతు అయితే ఉందో వాళ్ళకి అదే ఫిక్స్ ఆ సీతారామయ్య గారి మనవరాల్లో నేను ఏమైతే గొంతులు చూశానో అదే అలాగే మాట్లాడుతుంది అదే చిరునవ్వు ఎక్కడా మార్పు లేదు అలాంటి బంగారం బంగారం వేసుకుని సో ఇలాగే వీళ్ళిద్దరి మధ్య ఇది ఒక కథ అయితే ఇక వేరే ఇంకొక కథ ఉంది అక్కడ సూర్య హేమ వాళ్ళిద్దరు కూడా ఇంకొక కథ చేపల పులుసు వండేస్తున్నారు సార్ అంతే వచ్చేసింది ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ కి ఏది యూట్యూబ్ లో ఈ టైం లో ఏ ఉన్నాయి కదా ట్రెండ్ కి లేటెస్ట్ ట్రెండ్ క్లిక్ చేశారు అంతేనా భలే చాలా చాలా Hmm. Um, hmm. నుంచి నెక్స్ట్ అది నెక్స్ట్ hmm. పుంజుకుంటూ వస్తుంటే ఇక వేరే ఇంకొక జంట ఉన్నారు Ajay Ghosh oh. And Praveen okay వీళ్ళిద్దరు ఇంకొక వైపు నుంచి సెకండ్ హాఫ్ లో తీస్తుంటే నవ్వడమే నవ్వడం నవ్వడమే మన పని ఏమిటంటే ఏమీ లేదు నేను పెట్టుకున్నటువంటి పని ఇటు రాజేంద్ర ప్రసాద్ ని పెట్టుకుని అటు మీనా గారిని పెట్టుకుని అటు అజయ్ ఘోష్ ని పెట్టుకుని ఇంకా ఇటు సోహైల్ ని పెట్టుకుని సూర్య గారు ఇటు సూర్య గారు హేమ గారిని పెట్టుకుని సునీల్ ని పెట్టుకుని ఇంత మందిని నేను ఎందుకు పెట్టుకున్నానయ్యా అని అంటే ఏమీ లేదు నా ఉద్దేశంలో ప్రేక్షకుల్ని ఒక్కసారిగా అసలు ఆ థియేటర్ నాకు ఊగటం చూడాలి <laughs> కదలటం చూడాలి కుర్చీలో నవ్వటం చూడాలి ఏ రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలి ఆ రోజు ఏంటి అనేది ఆ రోజు ఆవిడ చెప్పారు అనుకోండి చెప్పిన వెంటనే మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అంతా కాపీ వచ్చేసింది ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఆవిడ చెప్పగానే ఆ డేట్ కి మేము అందరం కలిపి ఆ సినిమాని అలా జనం మధ్యలో కూర్చునండి జనంతో పాటు కలిపి అసలు అలా వాళ్ళు <laughs> నవ్వుతూ ఉంటే ఆ నవ్వు చూస్తూ నేను ఎన్ని ఆనంద బాష్పాలు కారుస్తాను నేను mm-hmm. సార్ లాంగ్ బ్యాక్ అంటే లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సార్ నైన్ ఇయర్స్ అన్యాయం సార్ యాక్చువల్లీ <laughs> అన్యాయం mm. న్యాయమా అన్యాయమా ఇవన్నీ mm. తీసి పక్కకు పెడితే mm. నేను నిజానికి బ్రేక్ తీసుకుందామని అనుకోలేదు అసలు ఒక మాట చెప్పాలి అంటే అసలు బ్రేకే అనుకోలేదు ఇంకా ఇంకా ఒక కాదండి ఇంకా అనుకోవాలంటే అసలు నాకు బ్రేకే లేదు అంతే కానీ కాకపోతే ఇంకొక మాట చెప్పాలి అంటే వద్దులేదు అనుకున్నాను వద్దులేదు అనుకున్నాను ఏం బాధ లేదు నేను చాలా సంతోషంగా ఉన్నానండి మంచి వరుసగా హిట్లు ఇస్తున్నాను పెళ్ళం వెళ్తే మంచి పెద్ద హిట్ అయింది తర్వాత ఒక ఎమ్మెల్యేల టూ అనేది ఒకటి చేశాను అదే మీరు తొమ్మిది ఏళ్ళు చెప్పారు చూడండి సరే అయిన తర్వాత నేను మనం ఏం చేద్దాము అని అనుకుని ఇక కొంచెం అలా సైలెంట్గానే ఉండడం మొదలు మొదలెడితే అచ్చిరెడ్డి గారు మొదలు పెట్టాడు వద్దు మనకి ఎలాగా ఖాళీగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది <laughs> నేను మాట్లాడే ప్రతి మాట అక్కడి నుంచి స్టార్ట్ అంతే అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది <laughs> <laughs> నేను బిగిన్ చేసి లేదు కుదరదు నువ్వు అలా ఖాళీగా ఎందుకు కూర్చుంటావు ఒక కథ అనుకుందాం అనుకున్నాము దానికి ఊరికే మన కూర్చోవడం ఎందుకు ఓ స్క్రీన్ ప్లే రాసేద్దాం రాసేస్తాం సరే నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటావు అంతే నువ్వు ఎందుకు ఖాళీగా కూర్చొని ఉంటావు why you waste your time do one thing రాసే డైలాగ్ నేను బలేవాడు నేను రాయట్లేదు అడుగుతాను దివాకర్ బాబు కదా రాయవలసింది కాదు కదా అంటే నేను కాదు కాదు నువ్వు రాయి నువ్వు రాయి ఇప్పుడు అంతే ఈ ఆర్డర్ సజెషన్ చెప్పినా ఇంకేదో కృష్ణారెడ్డి అడిగేటప్పుడు అది అచ్చరికంగా సో అలా దాన్ని అలా నొక్కేద్దాం నొక్కేద్దాం సో దాన్ని బట్టి సార్ నిశ్శబ్దంగా చాలా చెప్పారు సీక్రెట్ మేము వినకూడదు కదా అట్లాగా దాని డైలాగ్స్ రాసేసి ఇక దానికి మ్యూజిక్ చేసాయి అలాగే ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేస్తూ వచ్చావు కదా అని అంటే చేసేసి దానికి డైరెక్షన్ చేసేసాయి అని అంటే ఎప్పుడు చేస్తూనే ఉన్నాను కదా డైరెక్షన్ చేసేసి అప్పుడు ఈ నా ఆర్టిస్టులందరి చేత ఇగో ఇంత గొప్ప వాళ్ళ చేత నేను నాకు ఏం కావాలో నేను ఏం మనసులో కోరుకున్నానో ఎలాంటి పర్ఫార్మెన్స్ నేను ఆశపడ్డానో ఆ ఆశ ప్రతిదీ తీర్చుకున్నాను వీళ్ళతో ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి నేను రప్పించుకున్నాను ప్రతిదీ ఆ స్క్రీన్ మీద నేను పెట్టాను అందుకే నేను విశ్వనాథ్ గారు ఒక మీటింగ్లో నేను ఒక అద్భుతమైన మాట చెప్పాను అది చెప్పేసిన తర్వాత అనిపించింది ఇది చాలా బాగుంది అలాగని <laughs> అదేమిటి అని అంటే విశ్వనాథ్ గారు లాంటి ఒక గొప్ప పర్సన్ ఆయన చనిపోవచ్చు ఆయన ఉండకపోవచ్చు ఆయన వెళ్ళిపోతాడు కానీ ఆయన తీసిన శంకరాభరణ ఇవాళ కూడా మనకి లైవ్లోనే కనబడతా ఉంటుంది ఇవాళ కూడా సజీవంగానే ఉంటుంది అది ఈరోజు రేపు ఎల్లుండు లక్ష సంవత్సరాలైనా సరే అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది that is his greatness so అలాంటి అలాంటి దాంట్లో నేను కూడా ఒకనే ఉండడం అనేటటువంటిది నాకు ఎంత అదృష్టం చెప్పండి మరి hmm. hmm. <laughs> hmm. ఎప్పుడైనా మనిషి శాశ్వతం కాదు సరదాగా చెప్పుకున్నా జోక్గా చెప్పుకున్నా సీరియస్గా చెప్పుకున్నా ఏది మనిషి అనే జీవితం మనిషి అనే జీవితం ఆఫ్టర్ ఆల్ వంద సంవత్సరాలు వంద వంద సంవత్సరాలు లేదు <laughs> వంద సంవత్సరాలు ఆఫ్టర్ అందులో మరీ ఈ మధ్య యావరేజ్ పడిపోయింది పడిపోయింది సెవెంటీకి <laughs> వచ్చేసాం ఎయిటీకి పడిపోయింది అమ్మో సో అట్లాంటి దాంట్లో ఇప్పుడు మా కొట్టాలో ఉండిపోవాలి అంటే కనుక మన బ్రాండ్లే మిగిలేదు ఇప్పుడు ఎవరనే ఆంధ్ర మినిస్టర్లో డాక్టరేట్ అండి భలే కొట్టేసారండి కొట్టలేదే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి తెలుగువాడయ్యి ఆ తెలుగువాడు మన వరంగల్ నుంచి వెళ్ళి ఆయన తెలుగు సినిమాలు చూశాడు నాలుగు ఆ నాలుగు చూసిన వాటిల్లో పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళ రాజేంద్ర గజేంద్ర మాయనుడు ఉన్నట్లో రెండు మనయే ఉంటాయి బ్రాండ్ చెప్పారే కే విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు గుర్తుంటారు శంకరాభరణం గురించి గుర్తున్నప్పుడు ఆటోమేటిక్ కేవీశ్వర గారు గుర్తొస్తారు గుర్తొస్తారు ఇప్పుడు మనం గుర్తు రావడానికి మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్ సో మనం బ్రాండ్ అనేది అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఆ బ్రాండ్ని నిలబెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ జనరల్గా ఈ కాంబినేషన్ అనగానే ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి లెవెల్లో ఉంటాయి భయం కూడా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మేమంతా ఉన్నాము అంటే లేటెస్ట్ హీరోస్ వాళ్ళు ఉన్నారు అంటే కలిపి ఏం చేశారు కన్నా ఈ బ్రాండ్ లో ఆయన ఏమి చేయించాడు అంతే ఆయన ఏమేం చేశారు చెప్పారు మాకు మాత్రం తను ఏమి ఎలాంటి ఏ రోజున ఇంత కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మనం మేము కొన్ని మెలో డ్రామాలు కూడా చూసుకోవాల్సి వచ్చింది తనే దగ్గరుండి అది వయసులో అంటే మా మా చుట్టవద్దులండి చిన్నపిల్ల అయినా దగ్గరుండి తను కొన్ని బాధ్యతలను కూడా వాటిని కూడా ఈ సినిమా జరిగేటప్పుడు చాలా చక్కగా నిర్వర్తించింది ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ అద్భుతంగా మనం చేస్తుంది ఫ్యామిలీ ఎంటర్టైనరు యూనిట్ అంతా ఫ్యామిలీలా ఉన్నాము తనకి దగ్గర నేను ఎప్పుడు అంటుంటాను నాకు కొంతమంది దగ్గర నేను గత చిన్న జీవితంలో నలభై ఆరేళ్ళ సినిమా జీవితంలో నేను అతి నలభై ఆరేళ్ళు ఇంకా <laughs> అప్పుడు ఇప్పుడు ఎక్కువ చేస్తాను అంటే ఇప్పుడే అసలు నిజంగా మంచి వేషాలు వస్తాయి mm. ఒక ఒక క్యారెక్టర్ చేయడానికి ఒక ఆనలుగురు లాంటి క్యారెక్టర్లు చేయడానికి ఇంకా ఇప్పుడు ఇంకా మేము మొన్నే అనుకోని ప్రయాణం ఇట్లాంటి సినిమాలు mm. జీవితంలో నిజంగానే జరిగింది మొన్న ఎవరు పిల్లలు చచ్చిపోతే డబ్బులు లేకపోతే మోసుకుని వెళ్తున్నాడు ఆడు వైజాగ్ నుంచి ఒరిస్సా అదే సినిమాని మేము సంవత్సరం క్రితం తీసి అనుకుని ప్రయాణం ఇవాళ అమెజాన్ ప్రైమ్లో నెంబర్ వన్గా ఉంది చెప్తున్నా ఆ క్యారెక్టర్లు చేయటానికి ఇవన్నీ దోవ నాకు ఆ దోవలో నడిచి వచ్చి వచ్చి వచ్చి వచ్చి అవి చేస్తున్నాను ఇవాళ నేను కానీ మళ్ళీ థ్యాంక్స్ తనకి ఎందుకు చెప్పాలి అని అంటే అంత బాధ్యత పెరిగిపోయిన నాకు మళ్ళీ నేను ఎవరు మర్చిపోకుండా <laughs> నిజంగా నిజంగా మనం చేసినప్పుడు కూడా మన ఇద్దరం అనుకున్నాం కూడా ఒకటి రెండు సార్లు భలే అలా అలాగా ఏదో ఏదో అరటిపండులో సూది అంటారు అరటిపండులో సూది ఎంత గట్టిగా నొక్కు ఎందుకుంటుంది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అలాగా ఇది ఇంత స్మూత్గా అయిపోతుంది ఏంటండి షూటింగ్ అని అంటుంది అది అది అది చిన్న అతని దగ్గర కొన్ని టెక్నిక్లు ఉన్నాయి మనకు తెలియదు మనకు చెప్పడు కూడా అతని వయసులాగా చెప్పడు జరగాల్సిందంత అక్కడ జరుగుతున్నట్టు ఎనభై నాలుగు ఇరవై ఆరు ఏళ్ళు అండి చెప్పండి అబ్బో అతనికి ఐదేళ్ళు తేడా మీకు ఎన మీద ఆడిపోయినట్టు ఆడికి అనిపించుకున్నారు change the topic three years పెద్ద అనుకుంటాను Ah, యంగ్ హీరో కదా అని ఒకటి ఊరుకున్నాను సార్ సార్ నీకు ఎంత మర్యాద ఇచ్చాను నేను సార్ నేనేమన్నా సరే ఏది ఏమైనా చక్కగా ఈ సినిమా గురించి చెప్పు చిలక దగ్గరికి మీనా మాట్లాడాలి మీనా మాట్లాడాలి అది మీనా మాట్లాడాలి మీనా మాట్లాడాలి మీనా మేడం మాట్లాడాలి మాట్లాడాలి విప్లవం తీసుకున్నా ఈ అంబియన్స్ అర్థమైపోతుంది మాకు మీరు ఇరవై నాలుగు గంటలు అవుతూనే ఉండొచ్చు నువ్వు ఈవెన్ లొకేషన్ లో కూడా మేము ఎలా షూటింగ్ దగ్గర ఎలా మీ గురించి నేను ప్రతిరోజు కథలు కథలుగా వింటాను మీ చుట్టూ ఉండే వాళ్ళు చాలా మంది మాకు పరిచయం ఉన్నారు కథలు కథలు కథలు కథలుగా మీరు బీరకాయ పాలు పోసి ఎంత కమ్మగా వండుతారో కూడా నాకు తెలుసు బీరకాయ పాలు బయటకు వచ్చేసిందా <laughs> కరోనా ఎంత పని చేశారు మొత్తం నా జీవితం ముందు కథ నా జీవితాన్ని మొత్తం <laughs> తెరిచిన పుస్తకం చేసేసి ఏదో ఇంట్లో తెలుసు కదా ఏదో ఇంట్లో పిల్లలు చేసి పెడుతుండేవాడు మా అమ్మాయి ఇంట్లో కాదు ఇంటికి ఎవరు వచ్చినా వండి పెడతారు పాలు పోతుండారా అయినా నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఆ బీరకాయ పాలు గురించి బయటికి రానివద్దని జాగ్రత్త మైక్ ఓవర్ మీనా అంటే ఈయన ఎంత పెద్ద ఎంటర్టైనర్ అని ప్రేక్షకులకి మూవీస్ ద్వారా బాగా తెలుసు but what are human being his in person అన్నది మా Uh, you know, like family like us mm. and uh, people who work with him, mm. we know him so much and mm. so well. Hmm. Uh, it was a pleasure to hmm. work with him. Ainte aina ainto <laughs> sir అప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ అంటే వస్తుంది కాదు కాదు అంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది నా ఫస్ట్ హీరో hmm. ఆయనే రాజేంద్ర ప్రసాద్ గారే and so after thirty years ఒక hmm. ముప్పై సంవత్సరాల తర్వాత I was working with him again it was reunion kind of movie తెలుసా మధ్యలో ఎప్పుడు వర్క్ చేయలేదు ఎప్పుడు వర్క్ చేయలేదు పెద్ద హీరోయిన్ అయిపోయింది చెయ్యలేదు మళ్ళీ ఎప్పుడు అసలు ఎప్పుడు కలవలేదు గమ్మత్ కదా మళ్ళీ ఇదే ఎప్పుడు ఆర్గానిక్ ఇది organic point so it was like big reunion ఇప్పుడు అలాగే అలాగే ఉంది కదా అవును కొంచెం ఎన్హాన్స్ యా యా ఎన్హాన్స్ అంటే అదే um, అల్లరి మాటలు అల్లరి మాటలు అది ఎప్పుడు దట్ ఇస్ ఇన్బార్న్ అది మనము <laughs> <laughs> జస్ట్ అల్లరి it's like you know he so focused on his work and he అవును ఆయన కథాపాత్రం ఆయన ఎక్స్ప్రెషన్ మాత్రం కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది improvement you know on spot improvement and you know little little changes for improvisations అవన్నీ that is there from the beginning ముందు first it used to be me like always getting his advice ఏం చేయాలి ఎక్కడ uh, చూడాలి ఏం ఎలా మాట్లాడాలి hmm. అదంతా ఫస్ట్ నాకుండేది కొంచెం ఇప్పుడు ఈసారి ఫోకస్ uh, కొంచెం సోహేల్ అండ్ uh, మృణాలి <laughs> రవి పక్కన వెళ్ళింది but it was still he was still the same he was still his usual self he was still this Hmm. Uh, you know beautiful పొగుడుతుందా సార్ <laughs> <laughs> <laughs> పొగడతా ఇన్ని తిట్లే that he was that what you say he was the light of a unit Mm. actually. Light of a Yes. Very good. <laughs> లేకపోతే షూటింగ్ లో లేకపోతే మేమందరూ చాలా డల్ గా చాలా క్వైట్ గా ఏదో ఏదో సంథింగ్ మిస్సింగ్ అన్నట్టు అనిపిస్తుంది <laughs> <laughs> నవరసాలు ఆల్రెడీ ఒక బ్యానర్ ఉందండి సీకే ఎంటర్టైన్మెంట్ తీసే సినిమాలు చేస్తున్నారు అక్కడ ఉండంగా సార్ పెళ్ళం ఊరేంత టైప్లో ఆయన్ని పక్కన పెట్టి నాకంటూ ఒక బ్యానర్ అండి కల్పన చిత్ర బ్యానర్ స్థాపించి యూనో అమ్మో కల్పనా చిత్ర నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్టార్ట్ అయింది మా ఫాదర్ ప్రొడ్యూసర్ బట్ మీరు స్ట్రేట్ ప్రొడ్యూసర్ దిస్ ఫస్ట్ నాకు ఫస్ట్ సినిమా కానీ బ్యానర్ ఫస్ట్ సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ hmm. ఆయన కృష్ణ విజయనిర్మల్ గారితో వాళ్ళందరితో సినిమాలు చేశారు hmm. వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ సరే సో కంటే ముందు కల్పనా చిత్ర ఓకే <laughs> కళ్యాణ్ గారు అర్థమైంది స్ట్రైట్గా సోలోగా మీరు ప్రొడ్యూసర్ రావడం ఇది this is the first movie అంటే డబ్బింగ్ సినిమాలు అవి చేశారు ప్రొడ్యూసర్కి కానీ అంటే ఇంట్లో ఒక బ్యానర్ ఆల్రెడీ ఉండగా రెండు బ్యానర్లు కూడా ఉండగా సోలోగా ఒక ప్రొడ్యూసర్ అవ్వడం యూనో అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరంట కొంచెం సీన్ ఏమన్నా తేడా అయింది అంటే మళ్ళీ రీషూటే సమస్య లేదంట రీషూట్ చేసేయడం ఏంటంటే సో ఎలా అండి ఇలా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది సినిమా అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెరిగాను మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను ఆ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా డబ్బింగ్ సినిమాలు చేశాను కానీ ఇది ఒక డ్రీమ్ ఎందుకు డ్రీమ్ అంటే hmm. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు విజయవాహినిలో ఒక ఫ్లోర్ ఉంది hmm. ఆ ఫ్లోర్లో పూజ చేస్తే hmm. ఈ బ్యానర్ చచ్చిపోదు మళ్ళీ after two generation to three generations అది బ్రతుకుతుంది అని చెప్పేవాళ్ళు అది నా మైండ్లో ఉంది డాడీ అలా అనుకుని అక్కడ ఓపెన్ చేశారు కదా సో డాడీ డ్రీమ్ ప్రకారం మనం మళ్ళీ దాని బ్యానర్ని బతికించాలి అనే ఫీలింగ్ తోటి అలా ఆలోచిస్తా ఆలోచిస్తా సినిమా స్టేట్ సినిమాకి డబ్బింగ్ hmm. సినిమాలు అంటే డబ్బింగ్ సినిమాలు చేయడానికి కారణం hmm. డబ్బు hmm. మెల్లమెల్లమెల్లగా అందులో సంపాదించుకుని స్టేట్ సినిమా ఫస్ట్ కథ విధంగా కథ వెంటనే యాక్చువల్గా డైరెక్టర్ గా స్క్రిప్ట్ చెప్పారు సార్ మనం ఈ సినిమా తీస్తున్నాము అని చెప్పి వచ్చేసి అంతేనా <laughs> స్క్రిప్ట్ చెప్పిన వెంటనే <laughs> సరే ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఉండేవారు మీరు కృష్ణారెడ్డి గారి సినిమా ఇప్పుడు సమర్పకుడిగా మారారు అండ్ సైలెంట్గా కూర్చున్నారు అసలు సూట్ అవ్వట్లేదు కథ వెనక అంతా మీరే నడిపిస్తారని మాకు తెలుసు చెప్పండి తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ అలా గిల్లి గిల్లి గిల్లి ముందుకు నేను ముందు అంటే నేను ప్రొడ్యూసర్గా అనిపించుకున్నా లేకపోతే సమర్పకుడిగా తెర వెనుక ఉన్నా ఏదున్నా అన్నిటికీ కారణం కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి కోసమే నేను సినిమా అనే హెడ్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక సినిమాటిక్ నాలెడ్జ్ కానీ క్రేజ్ కానీ క్రియేటివిటీ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని ఆయనలో ఉన్నది అలా లోపల ఉండిపోకూడదు బయటకు రావాలి ఆ బయటకు తీసుకురావడం కోసం ఏం చేయాలి అనేది ఒక నలభై సంవత్సరాల క్రితమే ఆలోచనలు మొదలయ్యి వాటిని ఆచరణలో పెట్టడం కోసం ఇద్దరం కలిసి రకరకాల ప్రయాణాలు చేస్తూ ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇది రైట్ టైం నువ్వు సినిమా అనే హెడ్డింగ్లోకి డైరెక్ట్గా మనం ఎంటర్ అవ్వడం కోసం hmm. అని నిర్ణయించుకున్న తర్వాత hmm. మేము కూడా కల్పన గారు చేసినట్టుగానే కొన్ని డబ్బింగ్ సినిమాలు అవి చేసాం hmm. అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి సినిమా పేపర్లో మనకి కంప్లీట్ అవగాహన కావాలి కాన్ఫిడెన్స్ అప్పుడే కలుగుతుంది అని అనుకుని అవగాహన కలిగిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటిగా తట్టిన పేరు రాజేంద్ర ప్రసాద్ గారు <laughs> రాజేంద్ర ప్రసాద్ గారిని కృష్ణారెడ్డి గారు కలవడం ఆయనకి కొబ్బరిబండం కథ చెప్పడం ఆయన యాక్సెప్ట్ చేయడం ఎంకరేజ్ చేయడం ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడం <laughs> అదే అద్భుతం అయిన తర్వాత సో నాకేంటంటే కృష్ణారెడ్డి గారిలో ఏముందో తెలుసు అంటే ఆయన ఒక కథకుడుగా ఆయన దగ్గర ఉన్న క్రియేటివిటీ తెలుసు అలాగే ఆయన చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే మమకారు ఆ డ్యాన్స్ నేర్చుకునే ప్రయత్నంలో సంగీతం పట్ల కూడా ఒక అవగాహన ఏర్పడింది సంగీతం పట్ల తనకున్నటువంటి ఆ పట్టు కూడా తెలుసు అందుకే కౌరవండం సినిమాకి సంగీతం కూడా చేశారు ఆయన కథ స్క్రీన్ ప్లే సంగీతం చేశారు డైరెక్షన్ మాత్రం అవన్నీ చేయడం మామూలు విషయం కాదు కాదు ఇది నేను గమనించాను ఎందుకంటే నేను తనతోటే ప్రయాణం చేస్తున్నాను తన కోసమే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నేను గమనించడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు ఆ విషయాన్ని ఆ సినిమాలో హీరోగా నటించిన మా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గమనించారు <laughs> గమనించి నెక్స్ట్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా అనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరైంది కృష్ణ నువ్వే చేసేయచ్చు కదా అని <laughs> గా ఎంకరేజ్ సారీ అచ్చన ఒక రోజున వేరే ఏదో షూటింగ్లో దేవుడి దేవల ఇన్ని సంవత్సరాలు ఇప్పటికీ కూడా నేను మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే హీరోనే కదా అందుకని మాకు మాకు మధ్య షూటింగ్లో <laughs> ఉంటే కృష్ణారెడ్డి ఇద్దరు కొబ్బరి బొండం అప్పటికే కొబ్బరి బొండం అంటే పిల్లల్లో నాకు క్రేజ్ వచ్చేసి ఇదంటే హాయ్ అంటే వేసి కూర్చున్నాం రెండు రెండు కూర్చొని టిఫిన్ తిందాం అంటే ఓ చిన్న ఈ బొమ్మలు వేసుకునే ప్యాడ్ అంటే నాకు డౌట్ వచ్చింది ఏదో పట్టుకొచ్చాడు ఏంటి కృష్ణ అంటే మీకు ఒక ఐదు నిమిషాలు టైం ఉన్నప్పుడు సరే ఏముందిలేని షార్ట్ షార్ట్ చేసేసి వచ్చి అని అంటే ఏం లేదు కథ నేను చెప్పడం నా దగ్గర వేరే ఏం లేదు ఊరికి ఈ బొమ్మలు చూడండి అన్నాడు ఎవడైనా ఖర్చు చెప్తాడు బొమ్మలు చెప్తాడండి అంతా అలావిడేగా గోల కదా ఎప్పుడు అల్లరి అల్లరి మనం అల్లరి చేయింది ఇప్పుడు అసలు సరే ఆ పుస్తకం ఇలా తీశానండి లాటరీలో ఏనుగు బొమ్మ ఇరవై ఏడు పేజీలు ఇరవై ఎనిమిది పేజీలు బొమ్మలు చిత్రాల్లో చిత్రం చూపించేశారు కథ స్క్రీన్ పే డైలాగు డైలాగ్ అసలు కనప లైఫ్ తోటి కనపడుతుందండి టేబుల్ మీద ఏను కూర్చునుంది విస్తరాకుంది దాని ముందు నా ముందు విస్తరాకుంది నేను ఇలా ఏదో బొమ్మ ఉంది ఆ జయదేవ్ ఎవరో వేసాడు ఆయన జయదేవ్ జయదేవ్ అసలు నేను మర్చిపోను కాదు <laughs> నాకు నమ్మి తీరాలి నాది ఆల్రెడీ మనాడు సహాయాలు చెప్పినట్టుగా నాది ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఐ లవ్డ్ ఇట్ ఎంత అంటే కృష్ణ ఇదేంటి కృష్ణ అంటే అదే కదండి అన్నాడు భలే కొత్తగా చెప్పావే అని అంటే సరే సార్ ఇంకొక రెండు నిమిషాలు టైం తీసుకుంటాం అని అన్నాడు సరే మరి ఇది మరి అది చేద్దాం మనం అనుకుంటే కనుక మీరు ఎవరో ఒక డైరెక్టర్ని కింద సార్ ఒకళ్ళు అనుకున్నాం మనం ఈసారి మరి ఇంకెవరినైనా డైరెక్టర్ పెడతాం చెప్తే తనే ఈ స్క్రిప్ట్ అంత రెడీ చేస్తాడు మ్యూజిక్ రెడీ చేస్తాడు అని చేస్తాడు మీ అందరి ముందు నిజం చెప్తున్నానని ఒట్టు వేస్తున్నాను ఏంటి ఇలా కథ తయారు చేసి ఇంత బ్రహ్మాండమైన బొమ్మలు చేసి ఎవడో డైరెక్టరా తంత నా స్టైల్ అది తంత నువ్వే డైరెక్టర్ <laughs> నేనా నేను అప్పుడు ఒప్పుకోలే తను ఒప్పుకోలే నాకు మళ్ళీ అదృష్టవశాత్తు షార్ట్ గ్యాప్ చాలా టైం ఉండింది అప్పుడు బోలంత టైం ఉండి మాట్లాడుకుంటే హ్యాపీగా సార్ నేను క్లాప్ కొట్టలేదు <laughs> ఏమి నాకు అసలు తెలీదు డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేయలేదు యాక్చువల్గా మీరు అన్నారు కొంచెం పొగరమాట ఏమనుకోకండి ఇంగ్లీష్లో ఒక క్లైంట్ ఈస్టూడ్ అనే ఒక పెద్ద హీరో ఏంటి మీరు డైరెక్షన్ చేస్తారట అని అంట ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పది సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ప్రతి హీరో డైరెక్టరే వెళ్ళన్నాడంట అలాగా నేను ఉన్నాను కదా <laughs> సార్ మీ బ్రాండ్ బీరకాయ పాల దాకా వచ్చేసి సార్ మీ brand chicken mutton sir chicken mutton mutton ఏ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ అసలు నాన్ వెజ్ అలా లోకి మారిపోతున్నారు అందరూ ఫైనల్గా veg is very good final మన ఇట్స్ ప్రూవ్డ్ ఇప్పుడు once for once for all and అంత హెల్దీగా ఇప్పుడు ఏదైతే హెల్త్ గురించి మనం మాట్లాడుకున్నామో అది హెల్దీనెస్ రేపు థియేటర్లో మీరు సినిమా చూసేటప్పుడు ఈ సినిమా చూసేటప్పుడు మా బ్రాండ్ యొక్క వాల్యూ కాపాడుకుంటూ మేము ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వదలకోకుండా ఎంత ఎంటర్టైన్మెంట్ని ఒక మంచి మాటతోటి ఒక ఒక యూత్కి ఒక మంచి చక్కటి విషయం చెప్తూ ఎలా ఎంటర్టైన్మెంట్ని దీంట్లో జొప్పించాం తను ఇందాక పూర్తిగా చెప్పలేదు కానీ ఇంకా చాలా ట్రాక్లు ఉన్నాయి ఇందులో ఒక్కొక్క ట్రాక్ కాదు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం అలాగా తన జనరల్గా మీ అందరికీ ఆల్రెడీ మీకు గుర్తుంటే అందరికీ గుర్తున్న విషయం ఒక సినిమా ఒక సినిమాలో విలను పక్కన కమెడియన్తో ఆయన ఒక సీన్ని ఇప్పటికి మనకు గుర్తొస్తే నవ్వొచ్చేటటువంటి ట్రాక్స్ తర తయారు చేసే వ్యక్తి mm. వాడు కింద కూర్చుని ఉంటే పేపర్ చింపు అంటాడు mm. సార్ నేను నువ్వు విన్నది కరెక్టే పేపర్ చింపు అంటాడు చింపుతాడు మళ్ళీ చింపు అంటాడు మళ్ళీ చింపుతాడు విలన్ కామెడీ ఎంతో అంటాడు can you imagine a villain like this అందులో ఎంత ఫేమస్ ట్రాక్ అంటే వాడు మళ్ళీ చింపు అంటాడు మళ్ళీ చింపుతాడు మళ్ళీ చింపు అంటే మళ్ళీ చింపుతాడు చివరికి ఇన్ని మొక్కలు అవుతాయి చింపేసేస్తే మొత్తం అన్ని అంటించి ఇక్కడ పెట్టు నేను వచ్చి చదువుతాను నేను నేను నేను నాకు అంటే నాకు లక్క కాకుండా అది నా సినిమాలో నెంబర్ వన్ సినిమాలో విలన్ మీద ట్రాక్ అది నేను నాకు తెలిసి మీ అందరి బ్లెస్సింగ్స్తో వరల్డ్ అంతా తిరిగాను నేను ఫంక్షన్లకి మనం తానాలు ఆటలు అన్నీ అన్నీ తిరిగాం అన్ని ఫంక్షన్లోనూ ఇది గుర్తు చేసుకుని ఉంటాను అసలు ఇట్లా విలన్ అనేవాడు ఇట్లా చేస్తాడు పైగా ఎంత కూల్గా చెప్తాడు చూచు అంటే సార్ అంటే నువ్వు విన్నది కరెక్ట్ హెచ్చించు అట్లా అలాంటిది అంత సున్నితమైన గుర్తు వస్తే నవ్వేటట్టు దాని స్టాండర్డే వేరు అది మనం నా మీరు మాట్లాడేటప్పుడు కామెడీ గురించి మాట్లాడేటప్పుడు కమెడియన్ కాకోకుండా కామెడీని హీరో చేసుకున్న మేమంతా ఆ సినిమాల వల్లే కదా నేను కామెడీకి ఒక హీరోయిజం తెచ్చుకున్నాను కదా ఆ వాల్యూస్ ఉండాలి అని మెయింటైన్ చేస్తూ ఇవాళ యూత్తో చేస్తున్నది కూడా అద్భుతంగా అలాంటి వాల్యూస్తోనే చేశామని మీ అందరికీ మనం చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అందులో మీరు ఎదురుతున్నది మీరు ఎదురు చూస్తున్నది మీరు దేనికోసం అయితే ఇప్పుడు థియేటర్లో మీరు ఎదురు చూస్తున్నారు ఏ చూడాలనుకుంటున్నారు మరి ముఖ్యంగా కరోనా తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సినిమా అంటే భగవంతుడు నాకు ఒక వరం లాంటిది ఒకటి ఇచ్చాడు బాగా నవ్వించు అదే మోతాదులో ఏడిపించు అని <laughs> ఈ రెండు పాలు బీరకాయలా కలిసిపోవటం వల్ల అది మ్యాటర్ అక్కడ అక్కడికి వద్దాం పాలు నిన్నేదో ఏం చేసి వస్తే నేను దొరికిపోయి చాలు ఎవరైతే ఉంది హాయిగా అందరూ నవ్వుకుంటున్నారు కదా నవ్వుకోండి బాగా నవ్వుకోండి బాగా రేపు థియేటర్లో కూడా ఇలాగే నవ్వుకోండి నువ్వు కూడా నవ్వు నేను కూడా నవ్వుతా so so now you can ఇదంతా సరదా కోసమే but you can understand the mm-hmm. Gang ఎలాంటి గ్యాంగ్ um, ఒక లెవెల్కి నీకు ఐడియా వచ్చి ఉండదు ఇప్పటికి వే యూనో హండ్రెడ్ పర్సెంట్ రేపు సినిమా mm. చెప్తుంది మీకు సినిమా ఏం మాట్లాడుతుంది mm. మేము బట్ ఇంత ప్యాడింగ్ పెట్టుకుని ఇంత బిజీ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ బిజీ బిజీ బిజీ ఆర్టిస్టులు ఇంతమందిని పెట్టుకుని కూడా ఈ సినిమాని కూడా ఫార్టీ సెవెన్ డేస్లో ఫినిష్ చేశారంట అది మళ్ళీ ఏడెనిమిది రోజులు రీషూట్ చేశారంట రిషూట్ చేసి ఎంత తక్కువ టైంలో ఈ మధ్య కాలంలో అసలు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కూడా అవ్వట్లేదు దీన్ని థర్టీ నైన్ డేస్ అనే అనాల్సింది ఇట్స్ నాట్ ఫార్టీ ఫైవ్ ఆ సెవెన్ డేస్ తీసేయాలి hmm. అంటే టు మై హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి సంబంధించి థర్టీ నైన్ థర్టీ నైన్ అలా అసలు అంత ప్లాన్ ఎలా చేస్తారు సార్ అసలు యూ షుడ్ ఓపెన్ అంటే ప్లాన్ ప్లాన్ చేయడం అనేది ఆయన ఫస్ట్ సినిమా నుంచి అది అలవాటే ప్రాక్టీస్ hmm. కానీ దాన్ని ఇంప్లిమెంట్ hmm. చేయాలంటే hmm. దాన్ని అమలు చేసేటటువంటి టీం కావాలి సో ప్రధానంగా మెయిన్ ప్రొడ్యూసర్ అంటే అన్ని సమకూరిస్తేనే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేయగలుగుతాయి సో ఆవిడ అంత అద్భుతంగా అన్ని సమకూర్చారు పనిచేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా అంత డెడికేషన్తో ప్రతి వాళ్ళు కూడా కృష్ణారెడ్డి గారు మళ్ళీ ఫామ్లోకి రావాలి కృష్ణారెడ్డి మళ్ళీ దానికి ప్రొడ్యూసర్ గారు వద్దులండి మళ్ళీ మళ్ళీ రిటిపీట్గా అదే మాట అంటానేమో నన్ను పాలు బీరకాయ తింటారేమో నువ్వు నాన్ వెజ్ నుంచి వెజ్ బెస్ట్ <laughs> అలాగేది <laughs> ఇంకా నేను ఉదయం ఉదయం ఇప్పుడు అనౌన్స్ చేస్తుంది కొంతసేపట్లో ఇక్కడ పాలకొని చేయబడుతుంది <laughs> ఊరుకండి నాదో షో కూడా ఉంది బుట్టబొమ్మ భోజనం అని అది చెప్పండి మీరు <laughs> చెప్పండి సార్ ఏదో చెప్పండి చెప్పండి ఇందులో యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకంటే ఆయన ఇచ్చిన డేట్స్కి మా రీషూట్ల వల్ల మిమ్మల్ని ఎక్స్ట్రా డేట్స్ డిస్టర్బ్ చేస్తున్నాం అయినా కూడా చాలా సహకారం ఆ సహ mm. ఎంత ప్లానింగ్ ఉన్నా ఆ సహకారం లేకపోతే చేయలేదు mm. నేను ఎందుకు నీకు ఎక్స్ట్రా డేట్స్ ఇవ్వాలి నేను mm. ఎందుకు రావాలి ఏం లేదు ప్రాబ్లం అర్థం చేసుకుని ఎక్స్ట్రా <laughs> డేట్స్ అడిగినప్పుడు ఎక్స్ట్రా చెక్స్ కూడా అడగలేదు ఎక్స్ట్రా చెక్స్ <laughs> అలా కూడా చేస్తాను <laughs> అలా చేస్తాను అలాంటి వెర్రి వేషాలు వెద వేషాలు నేను వేయను ఇప్పుడు నా హిస్టరీలో ఎప్పుడు అలాంటి పేరు లేదు ఇన్ని mm-hmm. నవ్వుల మధ్యలో నవ్వుల గురించి మాట్లాడుకున్నాం అలాగని యూత్కి ఏదైతే కావాలని కోరుకుంటారో hmm. సో ఆ సోహైల్ నుంచి ఆ హీరోయిజం ఉంది hmm. హీరోయిన్ యాక్చువల్గా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను చిన్న ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ ఆవిడ రాగలరా రాలేరా కానీ నాకు కాంబినేషన్స్ మెడ్రాస్ ఇంటికి వెళ్ళి చెప్పాను చాలా కాంబినేషన్స్ ఉన్నాయి నేను అడగకూడదు మీ టైంలో ఈ టైంలో అయినా కూడా అడుగుతున్నాను అని చెప్పి వెంటనే ఆవిడ ఫోన్ చేశారు నేను వస్తాను చెప్పేశారు ఫేస్ని <laughs> అంటే చాలా ఏడిపించే క్యారెక్టర్స్ చేశారు మీరు బట్ రియల్ లైఫ్లోని ఎవరు ఊహించలేనంత పెయిన్ మీరు అనుభవించారు బట్ ఆ టైంలో కూడా as an actress you know when somebody invited you to do your job your your ready to come and do it so that is what I learn from my seniors నాకు నిజంగా అంటే నా నేను చేసిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు you know all legends and they are big in their own way and వాళ్ళ డెడికేషన్ వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళ కమిట్మెంట్ uh, ఎంత ఎంత సీరియస్ అంటే ఇట్ డజన్ ఈవెన్ వాళ్ళకు uh, ఒంట్లో బాగాలేకపోయినా it's all you know nothing comes in front of work work అని వచ్చేస్తే షూటింగ్ అని వచ్చేస్తే ప్రొఫెషనల్ కాదు కానీ సారీ uh, నేను ఇందాక పరిపూర్తిగా గర్వపడ్డాను hmm. నేను తనని నువ్వు ఫోన్ చేయి hmm. This is the situation మనందరికీ తెలుసు hmm. నువ్వు ఫోన్ చేయకు hmm. తను ఏం చేస్తుందో చూద్దాం hmm. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే తనే ఫోన్ చేసింది వర్క్ పెట్టుకొని నేను వస్తున్నానండి అవునమ్మా కరెక్టే కరెక్టే నేను కరెక్టే చెప్పాను సో ఫర్ దాట్ మీనా గారి అవతల పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చప్పట్టు కొట్టడం కాదు థియేటర్లో వెళ్ళి చప్పటి కొట్టిన పర్ఫార్మెన్స్ సో ఇక అదర్ విషయానికి వద్దాం సోహెల్ అంటే he struggling to be a hero మంచి కంటెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి హీరో uh, టీజర్ చూడగానే డెఫినెట్గా ఎవ్వరికి తగ్గిలేడు <laughs> ఇంత కథ ఉందా ఇంత కంటెంట్ ఉందా ఈ కట్అవుట్లో అనేది మాకు అర్థమవుతుంది సార్ సో uh, సోహెల్ గురించి చెప్పాల్సి వస్తే యాజ్ అ డైరెక్టర్ ఇంతమంది ఇలాంటి హీరోస్తో వర్క్ చేసినటువంటి డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు అసలు భయపడ్డండి hmm. కానీ భయం ఉంది అలాగని అతిగా ధైర్యపడ్డు కానీ ధైర్యం ఉంది సో భయము ధైర్యము రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర అద్భుతంగా నటన ఉంటుందండి <laughs> ఆ రెండు ఉన్నాయి కాబట్టి అతను ఫైట్స్లో ఎమోషనల్గా ఫైట్ చేశాడు అందులోనే ఒక సెంటిమెంట్ కనుక కలిపి అతని చేతికి అందిస్తే ఆ బొమ్మ పట్టుకున్నటువంటి సన్నివేశం ఉంది కదా ఆ సన్నివేశాన్ని అప్పగిస్తే దాన్ని అంత అద్భుతంగా పలికించాడు ఏ అదే పర్సన్ తన కన్న తండ్రి దగ్గర డెఫినెట్గా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేలాగా నటించగలిగాడు అంటే ఇన్ని పనులు చేసుకుని వచ్చి క్లైమాక్స్లో చివర లాస్ట్లో నాలుగు డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు అథెంటిటివ్గా చెప్పాడు ఇంతకన్నా ఎవరు చేయగలుగుతారు బాగా hmm. అంత బాగా చేశాడు నేను మీకు ఇప్పుడు ఇంతమంది ముందు నేను ఈ మాట చెప్తున్నానండి ah, మీకు ఈ is going to become a commercial hero in the future thank you so much so much మంచి హీరో <laughs> అయితే సోహెల్ అన్ని విషయాల్లో మంచిదేనంట కానీ మంచి సోహెల్ అన్ని విషయాలు గొప్పోడే మంచోడే కానీ ఒకటబ్బా ప్రొడ్యూసర్స్కి మాత్రం ఒక టార్చర్ అంటే ఏంటో తెలుసా రోజుకు ఇరవై గుడ్లు తినేవాడంట good boy good boy breakfast ఎవరైనా ఇడ్లీ తింటారు దోశ తింటారు ఉప్మా తింటారు ఇరవై గుడ్లు <laughs> నేను నేను ఇప్పుడు దాకా పాపం అంటారు కాదు కాదు గుడ్లు వల్ల ఏమో ఏమవుతుంది <laughs> కానీ చెద్దాకా <laughs> ఇప్పుడు దాకా గుడ్ బాయ్ అనుకున్నాను నేను గుడ్లు బాయ్ సార్ ఇప్పుడు దాకా గుడ్ బాయ్ అనుకున్నాను నేను గుడ్లు బాయ్ నేను నేను అలాగే సరదాగా తీసుకో కానీ ఏమైనా గుడ్ గుడ్ బాయ్ అయినా గుడ్లు బాయ్ అయినా ఏమైనప్పటికీ కూడా ఆ ఆ గుడ్లు కలుపుకోవడానికి పాలు కావాలి <laughs> పాలు కావాలి బీరకాయ కాబట్టి బీరకాయ పాలు అనేటటువంటి ఈ అంశం మీద మనం స్పందిస్తూ ఉత్సాహిస్తూ <laughs> పండుగ చేసుకుందాం ఈ సినిమా చూడండి అతను గుడ్లు తింటాను నేను చెప్పలేదు సార్ బీరకాయ కోడిగుడ్డుతో ఉండారు ఎప్పుడన్నా అది బాగుంటుంది అని అంటారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అయితే నేను ఈసారి వండి తీసుకున్నాను అందుకని నన్ను వదిలేయండి సార్ నేను ఒకసారి మన అనుకునే ప్రయాణం సినిమా అప్పుడు నేను వచ్చినప్పుడు ప్యాంట్ బాగుంది అని అడిగాను సార్ బాగుంది ప్యాంట్ అది ఇంతవరకు రాలేదు సార్ ఎందుకు సార్ <laughs> నేను నేను అదే సార్ సార్ ప్యాంట్ ఇస్తా అన్నారు అడిగాడు అది మర్చిపోతున్నాను బాగుంది చిన్న కదా కాదు కాదు ఎందుకు ఇవ్వలేదు అని అంటే hmm. బీరకాయ ఇంకా పదునుకు సంతోషంగా లేచి హ్యాపీగా ఆనందంగా గర్వంగా ఒక మంచి సినిమా తీసినటువంటి ఉత్సాహంతో hmm. హ్యాపీగా ఏం సార్ దగ్గర అవుతుంది hmm. సార్ మళ్ళీ topic so thank you very Suresh Suresh やろうから、やったら大変な苦しい。うん అంటే నవ్వుతా నవ్వుతా నేను చాలా ఎక్కువ చెప్పేసి <laughs> మీ సినిమా గురించి నేను చెప్పినంత బాగా ఎవరు చెప్పలేదు అంత సినిమాలో మాక్సిమం ప్రమోషన్ ఎందుకంటే నేను వచ్చిన జాబ్ అది ముందు నేను వచ్చిన జాబ్ చేస్తాను తెలుసు నీకు బాగా సార్ నా జాబ్ కూడా సగం చేశారు మీరు థ్యాంక్ యూ <laughs> నేను మాత్రం కదా నిజంగానే బాగా నువ్వు అంటే నాకు చనువు ఉంది anyway I did my job ఇంకెవరికైనా తగ్గుతుంది అనుకుంటే వాళ్ళకి అంటే అంటే కాసేపు ఇలా ఒక కాసేపు ఈ ఆర్గానిక్ మామతో హైబ్రిడ్ అల్లుడితో ఎంటైర్ టీంతో మాట్లాడితేనే ఎంతసేపు నవ్వుకున్నాం కదండి మరి వీరందరూ కలిసి ఒక అద్భుతమైన సినిమా అంటే పాలు పోసి ప్రేమతో బీరకాయ కూర వండితే ఎంత బాగుంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుంది అంత ఎమ్మిగా ఉంటుంది థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు <laughs>